నమస్తే నేను Deepa welcome to YOYO TV పారిశ్రామికవేత్త నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగిన లగడపాటి రాజగోపాల్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన రాజగోపాల్ ఆ మేరకు తను చేసిన శపథం ప్రకారం రాజకీయాలకు దూరమయ్యారు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కొంతకాలం రాజకీయ సర్వేలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు అయితే ఆయన ప్రకటించిన ఫలితాలు తారుమారయ్యాయి దాంతో అంతకుముందు ఆయన సర్వేలపై ఉన్న విశ్వసనీయత పూర్తిగా కనుమరుగైంది అయితే ఇప్పుడు ఆయన విషయం ఎందుకు అంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన పేరే ప్రముఖంగా వినబడుతోంది లగడపాటి ఇప్పుడు రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి వచ్చే ఎన్నికల్లో రాజగోపాల్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి లగడపాటి టీడీపీ నుండి పోటీ చేయడానికి సిద్ధమైతే విజయవాడ లేదా గుంటూరు పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక అభ్యర్థిత్వం ఖరారు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు విజయవాడ నుండి కేసినేని నాని గుంటూరు నుండి గల్లా జయదేవ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండుసార్లు టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరు పార్లమెంట్ నుండి కాకుండా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారని తెలుస్తోంది దీంతో లగడపాటి ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు గల్లా జయదేవ్ను చంద్రబాబు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పంపే ఆలోచన చేస్తున్నారని సమాచారం ఇక కేశినేని నాని పార్లమెంటుకే పోటీ చేయాలని భావిస్తే ఆయనను గుంటూరుకు పంపి లగడపాటికి విజయవాడ టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా విజయవాడ గుంటూరు పార్లమెంట్ స్థానాలు టీడీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే దీంతో లగడపాటి ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ నుండి పోటీ చేసినా గెలుపు సులువే అన్న భావన ఆ పార్టీలో ఉంది అయితే ఇంతవరకు లగడపాటి కానీ టీడీపీ కానీ ఈ విషయంపై అధికారికంగా ఏమీ చేయలేదు త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది